Hello viewers welcome to achievers academy weekly current affairs ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుండి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు జరిగిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాము first topic of the day that is rhino okay so ముఖ్యంగా మనకి అస్సాం అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ఏంటది Kaziranga national park is very famous for rhinoceros right so ఈ మృహాలకు సంబంధించి భారతదేశంలోనే మోస్ట్ ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటి అంటే కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ మనకు భారతదేశంలో కూడా అతి ఎక్కువ రైనో పాపులేషన్ ఎక్కడుంది అంటే అస్సాం స్టేట్లో ఉందన్నమాట సో ఈ రైనోస్లో ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఈ రైనోస్ యొక్క కొమ్ము హార్న్స్ ఏవైతే ఉంటాయో ఖడ్గాలు ఏవైతే ఉంటాయో వాటిని ముఖ్యంగా చాలామంది ఈ జంతువులని యొక్క జంతువుల అవయవాల యొక్క స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ ఖడ్గమృహాల ఖడ్గాలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అవునా సో అలాంటి ఆ హార్న్స్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా ఎలాంటి అడ్వాంటేజ్ లేదు దాంట్లో ఎలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు అని తెలియజేయడం కోసం అస్సాం గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది సో ఆ కార్యక్రమం ఏంటి అంటే దాదాపు రెండు వేల ఐదు వందల కొమ్ములు రెండు వేల ఐదు వందల ఈ రైనోసెరోస్ యొక్క కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో ఆ కొమ్ములను తగలబెట్టిందన్నమాట ఎందుకు అంటే ఈ కొమ్ములను స్మగుల్ చేయడం ద్వారా రైనోసరాస్లని చంపి ఖడ్గమృహాలను చంపి ఆ కొమ్ములను మీరు స్మగుల్ చేయడం ద్వారా ఆ కొమ్ములలో ఎలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు వాటి వల్ల ఎలాంటి అడ్వాంటేజ్ లేదు అని ఒక మెసేజ్ని తెలపడం కోసం ఈ స్మగ్లర్లకు ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం దాదాపు రెండు వేల ఐదు వందల కొమ్ములను అస్సాం ప్రభుత్వం ఇటీవల తగలబెట్టడం జరిగిందనమాట సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి and world rhino day so ప్రతి సంవత్సరం వరల్డ్ రైనో డేని సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న మనం జరుపుకుంటాం సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఈ celebrated as world rhino day most important గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత purple revolution okay so purple revolution అంటే ఏంటి ముఖ్యంగా ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో లావెండర్ అంటాం ఏమంటాము లావెండర్ సో ఈ లావెండర్ ఫ్లవర్స్ అనేవి పర్పుల్ కలర్లో ఉంటాయి సో ఈ పర్పుల్ రెవల్యూషన్ అనేది ఈ లావెండర్ పూల యొక్క ప్రొడక్షన్ని పెంచడం కోసం స్టార్ట్ చేసిన ఒక రెవల్యూషన్ రైట్ సో ముఖ్యంగా ఈ లావెండర్స్ అనేవి మనకి ఎందులో ఉపయోగపడతాయి అంటే పర్ఫ్యూమ్స్లో అదేవిధంగా ఆయిల్ ప్రొడక్షన్లో లావెండర్ ఆయిల్ అనే కూడా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ uh, అవుతుంది సో ఈ పర్ఫ్యూమ్స్ ప్రొడక్షన్ లావెండర్ ఆయిల్ ప్రొడక్షన్లో ఇవి మనకు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అదేవిధంగా సోప్ ఇండస్ట్రీస్లో కూడా ఈ లావెండర్ ఫ్లేవర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట right so union minister doctor Jitendra Singh proposes integrated aroma dairy entrepreneurship for Jammu and Kashmir to to augment the income of farmers so ఈ లావెండర్ పూలను పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భరోసా కల్పించడం కోసం ముఖ్యంగా ఈ లావెండర్ ఫ్లవర్స్ అనేవి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పండిస్తారన్నమాట సో జమ్మూ కాశ్మీర్లో లావెండర్ తోటలను సాగు చేసే రైతులకు ఒక ప్రోత్సాహకం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం ఈ పర్పుల్ రెవల్యూషన్ని స్టార్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం రైట్ ఆ తర్వాత మనకు విఆర్ చౌదరి ఓకే సో ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యొక్క పదవి కాలం సెప్టెంబర్ ముప్పయో తారీఖుతో ముగియనుందన్నమాట సెప్టెంబర్ ముప్పయో తారీఖుతో ముగియనుంది సో అతని పదవి కాలం ముగిసిన తర్వాత BR Chaudhari will be appointed as the air marshal okay so air ఫోర్స్కి చీఫ్గా నూతనంగా సెప్టెంబర్ ముప్పయో తారీఖు తర్వాత అపాయింట్ అవ్వబోయేది ఎవరు అని అంటే విఆర్ చౌదరి రైట్ సో ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి ఎవరు RKS Bhadauria okay so RKS Bhadauria ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్నారు అండ్ ఇతని యొక్క పదవీ కాలం సెప్టెంబర్ ముప్పైతో ముగియనుంది ఇతని తర్వాత విఆర్ చౌదరి ఎయిర్ ఫోర్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు అన్నమాట రైట్ సో ప్రస్తుతం ఇతను వైస్ చీఫ్గా ఉన్నాడు సో వైస్ చీఫ్ తర్వాత చీఫ్ పదవే కదా సో ప్రస్తుతం వైస్ చీఫ్గా ఉన్న ఎవరు that is VR Chaudhari September ముప్పై తారీఖు తర్వాత అంటే అక్టోబర్ ఫస్ట్న ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు అన్నమాట ఆ తర్వాత మనకి national curriculum framework national curriculum framework so national curriculum framework అంటే ఏంటి ముఖ్యంగా పాఠశాలలు స్కూల్స్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ స్కూల్స్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ యొక్క సిలబస్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేయడం కోసం ప్రక్షాళన చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసింది ఏం Rangan Kasturi Rangan committee most important గుర్తుపెట్టుకోవాలి సో స్కూల్ సిలబస్ యొక్క టెక్స్ట్ బుక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సిలబస్ని కంప్లీట్గా ప్రక్షాళన చేయడం కోసం రీవ్యాంప్ చేయడం కోసం కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసింది అండ్ ఇతను ఇస్రో మాజీ చైర్మన్గా కూడా పనిచేశాడు అదేవిధంగా మనకు న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది ఆ కమిటీకి అధ్యక్షత వహించింది కూడా కస్తూరి రంగన్ గారే సో ఇస్రో మాజీ చీఫ్గా ఉన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీని రూపొందించిన వారిలో కస్తూరి రంగన్ ఉన్నారు అండ్ ప్రస్తుతం నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కమిటీకి అధ్యక్షుడిగా కూడా కస్తూరి రంగన్ గారు ఉన్నారు ఇందులో పన్నెండు మంది సభ్యులుగా ఉంటారన్నమాట పన్నెండు మంది సభ్యులుగా ఉంటారు అదేవిధంగా మనకు పశ్చిమ కనుమలు Western Ghats protection conservation of Western ఘాట్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన ఒక కమిటీ కస్తూరి రంగన్ కమిటీ ఇది కూడా ఈ పశ్చిమ కనుమల సంరక్షణ కోసం కాన్స్టిట్యూట్ చేసిన కమిటీని కస్తూరి రంగన్ కమిటీ అంటాం దానికి కూడా ఇతనే అధ్యక్షుడిగా ఉన్నాడనమాట మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టుకోండి ఆ తర్వాత బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అసలు ఈ బ్లూ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్ ఏవైతే ఉంటాయో అవి మంచి స్టాండర్డ్స్ని పాటిస్తున్నాయా లేవా పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆ బీచెస్ మంచి స్టాండర్డ్స్ని పాటిస్తున్నాయా లేవా అక్కడ ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా మంచి స్టాండర్డ్స్ని పాటిస్తున్న బీచ్లకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందజేస్తారన్నమాట అండ్ ఇటీవల భారతదేశం నుండి రెండు బీచెస్కి రెండు బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ హోదా లభించింది ఆ రెండు బీచెస్ ఏంటి అంటే ఒకటి కోవలం బీచ్ తమిళనాడులో ఉంది అండ్ ఈడెన్ బీచ్ పుదుచ్చేరిలో ఉంది ఈడెన్ బీచ్ పుదుచేరిలో ఉంది మరి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఎవరిస్తారు అంటే ఎఫ్ఈఈ e e అనే సంస్థ ఇస్తుంది ఎఫ్ఈఈ e అనే సంస్థ ఇస్తుంది అన్నమాట ఎఫ్ఈఈ అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ డెన్మార్క్కి చెందిన సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే హోదాని ఇస్తుందన్నమాట సో బీచ్ ఎన్విరాన్మెంట్లో బీచ్ ఎన్విరాన్మెంట్లో అత్య అత్య అత్యుత్తమమైన అత్యుత్తమమైన ప్రమాణాలు పాటించిన బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు అండ్ రీసెంట్గా కోవలం బీచ్ తమిళనాడులో అదేవిధంగా మనకి ఈడెన్ బీచ్ పుదుచేరిలో ఉన్న ఈ రెండు బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందించడం జరిగింది ఇంతకు ముందు కూడా భారతదేశంలోని దాదాపు ఎనిమిది బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది సో మొత్తం భారతదేశంలో ten beaches got its blue flag certification tag right ఆ తర్వాత women in armed forces so ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందనమాట ముఖ్యంగా ఆడవారిని ఆడవారిని సైనిక బలగాలలో రిక్రూట్ చేయడం కోసం ఆడవారిని ఎన్డీఏ ద్వారా దీన్నే మనము నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటాం అవునా సో ఈ ఎన్డీఏలోకి ప్రవేశం కోసం యూపీఎస్సి ప్రతి సంవత్సరం పరీక్షను నిర్వహిస్తుంది ఓకే కానీ ఈ యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ పరీక్షకి కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ఉండేవారు అండ్ సుప్రీంకోర్టు ఇటీవల ఎన్డీఏ ద్వారా మహిళా అభ్యర్థులను కూడా రిక్రూట్ చేసుకోవాలని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇకపై ఎన్డీఏ ఎగ్జామ్లోకి ఎన్డీఏ ఎగ్జామ్లకి మహిళలు కూడా అప్లై చేయవచ్చు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ నిర్వహించే యూపీఎస్సీ ఇలాంటి ఒక ప్రకటన చేసింది అండ్ ఇకపై ఎన్డీఏ ఉద్యోగాలకు లేదా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలు కూడా ప్రవేశిస్తారన్నమాట రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత national single window system for investors and businesses so ముఖ్యంగా ఎవరైతే భారతదేశంలో వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో బిజినెస్లలో పెట్టుబడులు పెట్టుకుంటున్నారో అనుకుంటున్నారో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకంటూ ఒక సింగిల్ విండో అంటే అన్ని సౌకర్యాలు సో మీ పెట్టుబడులకు సంబంధించి మీ బిజినెస్ డీటెయిల్స్కి సంబంధించి ఏ బిజినెస్లో ఎలాంటి పెట్టుబడి పెట్టాలి ఇలాంటి అంతా ఒకే దగ్గర సమాచారంతో ఒక సింగిల్ విండో కార్యక్రమాన్ని కేంద్ర commerce and ministry commerce and industry మంత్రి పీయూష్ గోయల్ ఒక సింగిల్ విండో సిస్టమ్ని ప్రారంభించారన్నమాట ఓకే సో ఈ సిస్టమ్ అంటే ఈ వెబ్ పోర్టల్ ఏదైతే ఉంటో సింపుల్గా ఆ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయిపోయి బిజినెస్లకు సంబంధించి అదేవిధంగా ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఇలాంటి అన్ని కీలక డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఒకే దగ్గర మనకు కనిపిస్తాయి రైట్ సో ఈ వెబ్సైట్స్ని ప్రస్తుతం పద్దెనిమిది సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా తొమ్మిది రాష్ట్రాలు ఈ సింగిల్ విండో విధానాన్ని పాటిస్తున్నాయి అన్నమాట so December twenty twenty one కల్లా ఇంకో పద్నాలుగు రాష్ట్రాలు అంటే మొత్తం ఇరవై మూడు రాష్ట్రాలు అదేవిధంగా ఐదు రాష్ట్రాలు ఓకే ఐదు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఈ వెబ్సైట్ని పాటిస్తాయి అన్నమాట ఈ వెబ్సైట్ పరిధిలోకి వస్తాయి రైట్ ఆ తర్వాత మనకి India UAE CEPA so first CEPA అంటే ఏంటి comprehensive economic partnership agreement okay so United Arab Emirates యుఏఈకి మధ్యలో మరియు భారతదేశానికి మధ్యలో ఒక comprehensive economic partnership agreement so వాణిజ్య ఒప్పందం అనేది జరగబోతుంది అండ్ దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి అన్నమాట సో యుఏఈతో ఎందుకు మనం ఈ వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాము అంటే ముఖ్యంగా భారతదేశ బిజినెస్లో భారతదేశ ఎగుమతి దిగుమతుల్లో యుఏఈ మూడో స్థానంలో ఉందన్నమాట ఓకే సో భారతదేశానికి భారతదేశం అత్యధికంగా అత్యధిక అత్యధికంగా ఎగుమతులు చేసే దేశం ఏదైనా ఉంది మూడో స్థానంలో అంటే అది యూఏఈ ఉంది సో యూఏఈకి మరియు భారతదేశానికి మధ్య ఈ వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో ఒక ఒప్పందం చేసుకోవాలి అని చెప్పేసి ఇటీవల డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ దాన్నే మనము comprehensive economic partnership agreement right so చర్చలు మాత్రమే మొదలయ్యాయి ఇంకా ఏ ఒప్పందం కుదరలేదు కానీ భారతదేశం మరియు యుఏఈ మధ్యలో ఈ ఒప్పందం కుదరాలని మనం ఆశిద్దాం రైట్ ఆ తర్వాత sign language right sign language so ఈ సైన్ లాంగ్వేజ్ విషయానికి వస్తే the New Delhi based Indian sign language research and training centre and autonomous body with in the department of empowerment of persons with disabilities under ministry of social justice and empowerment will be celebrating sign language day on September twenty third twenty twenty one okay so ముఖ్యంగా ఈ చెవిటివారు ఆ తర్వాత మూగవారు గుడ్డివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారానే వాళ్ళకి మనం సమాచారాన్ని ఇవ్వచ్చు అవునా సో వాళ్ళు మనం మాట్లాడింది వినలేరు అదేవిధంగా వాళ్ళు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పలేరు సో అటువంటి వాళ్ళకు ఈ సైన్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ సైన్ లాంగ్వేజ్ని రూపొందించిన Indian sign language research and training centre న్యూఢిల్లీలో ఉంది ఇది ఇది ఏం చేసింది అంటే సెప్టెంబర్ ఇరవై మూడుని సెప్టెంబర్ ఇరవై మూడుని సైన్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేయాలి అని ఒక ప్రతిపాదనను పెట్టిందనమాట so September twenty three sign language day ఆ తర్వాత మనకి change maker award so change maker award so ఈ చేంజ్ మేకర్ అవార్డ్ అనేది Bill and Melinda Gates foundation అందిస్తుంది అనమాట ఓకే సో సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చేలా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చేలా వ్యవహరించిన హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ చేంజ్ మేకర్ అవార్డుని ప్రకటిస్తుంది Bill and Melinda Gates foundation so twenty twenty వన్కి సంబంధించి ఈ చేంజ్ మేకర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంట అంటే ఫైరూజ్ ఫైజా బేథియర్ ఫైరోజ్ ఫైజా బేథేర్ సో బంగ్లాదేశ్కి చెందిన ఈవిడ ముఖ్యంగా జీవన విధానంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి జీవితాన్ని సాఫీగా ఎలా కొనసాగించాలి ఇలాంటి వాటిపై అనేక వ్యాసాలు అనేక కథనాలు ప్రచురించింది అండ్ ఈవిడ కృషి ఈవిడ ఈవిడ కృషిని గుర్తించి మనకు Bill and Melinda Gates foundation change maker అవార్డుని ఇచ్చిందనమాట ఏం పేరు ఆవిడ పేరు ఫైరోస్ ఫైజా బీథోర్ బంగ్లాదేశ్ దేశానికి సంబంధించింది ఆ తర్వాత మనకు హిల్స్ ఆఫ్ ఫిష్ సో ఈ హిల్సా ఫిష్ అనేది ముఖ్యంగా మనకు బెంగాల్ వెస్ట్ బెంగాల్లోని రాబోయే దుర్గామాత ఉత్సవాలు ఉంటాయి కదా సో కాళీమాత ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో ఈ హిల్సా ఫిష్ని ఎక్కువగా తింటారు కలకత్తా ప్రజలు రైట్ సో దీనికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట సో ముఖ్యంగా ఈ దుర్గా పూజలో దుర్గా పూజ వేడుకల్లో భాగంగా ఈ చేపని చాలా ప్రియంగా వాళ్ళు వండుకొని తింటారన్నమాట ఓకే సో ఈ చేపలకు సంబంధించి ఈ చేపలకు సంబంధించి భారతదేశానికి మరియు బంగ్లాదేశ్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది సో ఈ హిల్సా ఫిష్ అనేది ఏ దేశానికి సంబంధించింది బంగ్లాదేశ్ దేశానికి సంబంధించింది సో ముఖ్యంగా బంగ్లాదేశ్లో దాదాపు డెబ్బై ఐదు శాతం హిల్సా ఫిష్ అనేది బంగ్లాదేశ్లోనే ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట సో ఈ హిల్సా ఫిష్కి రాబోయే నవరాత్రి ఉత్సవాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో కాబట్టి భారతదేశం భారతదేశం ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుందన్నమాట ఏమని అంటే హిల్స్ ఆఫీస్ ఎగుమతులకు సంబంధించి రైట్ సో హిల్స్ ఆఫీస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి the government of Bangladesh has given permission to fifty two trading organisations to export hilsa of fish to India so బంగ్లాదేశ్లోని దాదాపు యాభై రెండు ఈ వ్యాపార కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చింది బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి ఈ ఆఫ్ ఫిష్ని ఎగుమతి చేసేలా రైట్ ఆ తర్వాత మనకి centre for excellence in logistics and supply chain management so ముఖ్యంగా మనకి ఏదైనా ఒక వస్తువు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అంటే మనకేం కావాలి లాజిస్టిక్స్ కావాలి అంటే ఆ వస్తువుని తీసుకెళ్ళే వెహికల్ దానికి ఒక డ్రైవర్ ఆ ఆ వెహికల్ వెళ్ళడానికి ఒక రోడ్డు దాన్ని స్టోర్ చేయడానికి ఒక వేర్ హౌస్ సో ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ కిందికి వస్తాయి మనకి అవునా సో ఈ లాజిస్టిక్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ఒక centre of excellence in logistics and supply chain management అనే సంస్థను ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే ముంబైలో ముంబైలో ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట okay so union minister for commerce and industry inaugurated the centre of excellence Excellence in Logistics and Supply Chain Management at the National Institute of Industrial Engineering. So national institute of industrial engineering ముంబైలో ఉన్న ఇక్కడ centre for excellence in logistics and supply chain మేనేజ్మెంట్ని ఆవిష్కరించడం జరిగింది సో ఇది మనకు క్వశ్చన్గా రావచ్చు so recently recently where was centre of excellence in logistics and supply chain management was established ఎక్కడ అంటే national institute of industrial engineering ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత మనకు పిఎఫ్ పిఎఫ్ ఆర్డిఏ సో ఇటీవల పిఎఫ్ ఆర్డిఏ ఏం చెప్పింది అంటే ఫస్ట్ అక్టోబర్ని ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ని ఏమని జరుపుకోవాలని చెప్పింది national pension system Diwas national pension system దివాస్గా జరపాలి అని చెప్తుందన్నమాట సో ఒకటో అక్టోబర్ని పిఎఫ్ఆర్డిఏ పిఎఫ్ఆర్డిఏ అంటే pension fund regulatory development authority pension fund regulation and development authority అంటాం దాన్ని ఓకే సో పెన్షన్లకు సంబంధించి అత్యున్నత సంస్థ ఈ పిఎఫ్ఆర్డిఏ సో ముఖ్యంగా మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ it works under the ministry of finance ministry of finance కింద ఈ సంస్థ పనిచేస్తుంది అండ్ ఇటీవల ఒక డెసిషన్ తీసుకుంది ఏంటి అని అంటే అక్టోబర్ ఒకటవ తారీఖుని నేషనల్ పెన్షన్ సిస్టమ్ డేగా జరుపుకోవాలి అని డిక్లేర్ చేసింది ఆ తర్వాత air gun surrender campaign air gun surrender campaign so ఈ air gun surrender feather campaign అంటే ఏంటి అంటే ముఖ్యంగా పక్షులను జంతువులను వేటాడడం కోసం అనేక మంది గన్స్ని ఉపయోగిస్తారు సో ఈ పక్షులను జంతువులను వేటాడడం మానేయాలి ఓకే పక్షులను జంతువులను వేటాడడం మానేయాలి గన్స్తో ఈ వేట అనేది ఆపేయాలి అని చెప్పేసి ఎయిర్ గన్ సరెండర్ క్యాంపెయిన్ అని అనమాట so air gun surrender campaign related to hunting of animals so జంతువులు వేటాడడానికి సంబంధించిన క్యాంపెయిన్ ఈ air gun surrender campaign so మీరు జంతువులను వేటాడడం కోసం ఏవైతే గన్నులు ఉపయోగిస్తున్నారో ఆ గన్నులన్నీ సరెండర్ చేయండి అని ఈ క్యాంపెయిన్ చెప్తుందన్నమాట సో దీన్ని ముఖ్యంగా ముఖ్యంగా ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ఎన్విరాన్మెంట్ మినిస్టర్ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి దీన్ని ప్రారంభించారు and who is our environment minister comment it in the comment section. Atharvata, fire detection and protection systems in buses. So ముఖ్యంగా మనకి బస్సుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే మనకు ముఖ్యంగా ఇంజన్లోనే ఈ అగ్ని ప్రమాదం సంభవిస్తుంది అదేవిధంగా ఇంజన్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే ఆ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ లోకల్లో ఉన్న ఫైర్ స్టేషన్కి వెళ్తుంది కానీ బస్సుల్లో ప్యాసింజర్లు కూర్చునే ప్రదేశం ప్యాసింజర్లు కూర్చునే ప్రదేశంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇలాంటి ఎమర్జెన్సీ సౌకర్యం లేదు సో ఇటీవల ministry of road transport and national highways బస్సుల్లో కూడా ప్యాసింజర్లు కూర్చునే దగ్గర ఎలాంటి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినా సంభవిస్తే అలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా అక్కడ ఉన్న లోకల్ ఫైర్ స్టేషన్కి అందించాలి సో బస్సులు కూడా ఇకపై ఇంజన్ దగ్గర అగ్ని ప్రమాదమే కాదు ప్యాసింజర్లు కూర్చునే చోట కూడా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ని పంపించాలి అని చెప్పేసి ఒక సిస్టమ్ని ప్రతి బస్సు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ emergency detection fire detection and protection system in బస్సెస్ని ఏర్పాటు చేశారన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పరశురామ్ కుండ్ సో పరశురామ్ కుండ్ సో పరశురామ్ కుండ్ అంటే ఏం లేదు సింపుల్గా ఒక మనకి మైథాలజీకి సంబంధించి సో పరశురాముడు ఇక్కడే స్నానం చేశాడు ఇక్కడే తపస్సు చేశాడు అని దీన్ని పరశురామ్ కుండ్ అని అంటాం ఓకే సో ఈ పరశురామ్ కుండుకున్న చారిత్రక నేపథ్యం అదేవిధంగా మైథలాజికల్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరశురామ్ కుండ్ని డెవలప్ చేయాలి అని మంత్రిత్వ శాఖ ఏ మంత్రిత్వ శాఖ టూరిజం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పూనుకుంది అండ్ ఈ పరశురామ్ కుండ్ ఎక్కడుంది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇటీవల టూరిజం మినిస్టర్ అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది ఎందుకు అంటే ఈ పరశురామ్ కుండ్ని డెవలప్ చేయడం కోసం ఆ తర్వాత మనకు చాంగ్ e ఈ ఫైవ్ లూనార్ మిషన్ సో ఈ చాంగ్ ఈ ఫైవ్ అంటే ఇది ముఖ్యంగా చైనా దేశానికి సంబంధించిన ఒక లూనార్ మిషన్ అన్నమాట సో లూనార్ మిషన్ అంటే చంద్రుడి పైకి వెళ్ళే ఉపగ్రహం అన్నమాట ఓకే సో చంద్రుడి పైకి చైనా వాళ్ళు పంపించిన ఈ చాంగ్ ఈ ఫైవ్ లూనార్ మిషన్ ఇటీవల మళ్ళీ భూమిలోకి తిరిగి వచ్చింది చైనాకి తిరిగి వచ్చింది అండ్ తిరిగి వచ్చేటప్పుడు దాదాపు టూ కేజీస్ అక్కడ నుండి అంటే చంద్రమండలంపై ఉన్న దాదాపు రెండు కిలోల రెండు కిలోల రాకీ ఫ్రాగ్మెంట్స్ అంటే రాళ్లను అదేవిధంగా అక్కడ ఉన్న ఆ దుమ్ముని పట్టుకొని వచ్చిందనమాట రైట్ సో చంద్రుడిపై దాదాపు టూ కిలోస్ రాళ్ళుని అంటే స్టోన్స్ని అదేవిధంగా డస్ట్ని ఆ ధూళిని పట్టుకొని వచ్చింది ఈ Chang five lunar mission so Chang five lunar mission దేనికి సంబంధించింది చైనా దేశానికి సంబంధించింది ఆ తర్వాత tussar silk yarn production centre okay tussar silk yarn production centre so KVIC Khadi village industries commission Khadi village industries commission ఒడిశాలోని కటక్ దగ్గర ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ tussar silk yarn production centre okay so మనకి పట్టులో అనేక రకాల పట్టులు ఉంటాయి మల్బరీ పట్టు అంటాము టసార్ పట్టు అంటాం so the highest quality silk is called as tussar silk and ఈ టసార్ సిల్క్కి ఈ టసార్ సిల్క్ ప్రొడక్షన్లో ఒడిషా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో ఆ టసార్ సిల్క్ ప్రొడక్షన్ని ఇంకా పెంచడం అదేవిధంగా అక్కడ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించడం కోసం కల్పించడం కోసం కేవీఐసి ఒడిషాలోని కటక్ జిల్లాలో కటక్ జిల్లాలో టసార్ సిల్క్ యాన్ ప్రొడక్షన్ సెంటర్ని అన్నమాట ఆ తర్వాత మనకి drone airspace maps okay so ఈ డ్రోన్స్ ఉంటాయి కదా సో ఇటీవల మనకు స్విగ్గీ జొమాటోలు కూడా డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేయబోతున్నాయి అండ్ హైదరాబాద్లో ఇటీవల డ్రోన్ ద్వారా మెడిసిన్స్ డెలివరీ చేసే ఫెసిలిటీని కూడా ప్రారంభించారు సో ఈ డ్రోన్లకు సంబంధించి directorate general of civil aviation పౌర విమానయాన శాఖ కొన్ని రూల్స్ని ప్రకటించిందన్నమాట right so twenty fourth September twenty twenty వన్న కొన్ని రూల్స్ని ప్రకటించింది ఆ రూల్స్ ఏంటో చూద్దాం రైట్ సో ఒక రూల్ చూద్దాము ముఖ్యంగా green zone is the air space up to 400 feet that has not been designated as a red or yellow zone and up to 200 feet above the area located between 8 to 12 km from the perimeter of an operational airport. In green zones, no permission whatsoever is required for operating drones with an all-up weight of 500 kg. so green zone ante so green zone అంటే ఏంటి సో ఈ గ్రీన్ జోన్లో మనం డ్రోన్లు ఎగరవేసుకోవడానికి డ్రోన్లు ఎగరవేయడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు ఓకే సో దాదాపు ఐదు వందల కిలోల drone దీన్ని కూడా మనం ఎగిరేయచ్చు గ్రీన్ జోన్లో సో దీనికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు ఓకే మరి ఎల్లో జోన్ అంటే ఏంటి ఎల్లో జోన్ అంటే ముఖ్యంగా సో ఎల్లో జోన్లో పర్మిషన్ కావాలి ఎవరి నుండి అక్కడ concern air traffic control authority నుండి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వీటికి వీటి నుండి పర్మిషన్ కావాలన్నమాట ఓకే వీటి నుండి పర్మిషన్ కావాలి ఎల్లో జోన్ రైట్ ఇక రెడ్ జోన్ విషయానికి వస్తే రెడ్ జోన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వరు ఓకే సో ముఖ్యంగా మన రక్షణ స్థావరాలు డిఫెన్స్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కానివ్వండి నేవీ ప్లేసెస్ కానివ్వండి ఇండియన్ ఆర్మీకి సంబంధించి అదేవిధంగా భారతదేశంలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి ఇక్కడ మనం డ్రోన్స్ ఎగరేయలేము దీన్ని రెడ్ జోన్ అన్నారు ఎల్లో జోన్ అంటే కొంచెం రిస్క్ లేని ప్రదేశాలు అన్నమాట సో ఈ ఎల్లో జోన్లో డ్రోన్స్ని ఎగరేయచ్చు కానీ పర్మిషన్స్ కావాలి గ్రీన్ జోన్ అంటే ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు ఆ తర్వాత China's Evergrande crisis so ఈ ఎవర్ గ్రాండే గ్రూప్ అనేది చైనాలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అన్నమాట సో ఇది దాదాపు ఇరవై రెండు లక్షల కోట్ల అప్పుల పాలైంది సో ఇప్పుడు ఈ ఎవర్ గ్రాండే అనే సంస్థ కూలిపోయే ప్రమాదంలో ఉంది సో తన అప్పులు అదేవిధంగా ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉంది అండ్ ఒకవేళ ఈ ఎవర్ గ్రాండే అనే ఈ సంస్థ ఏదైతే ఉందో అది అప్పులు కట్టలేని స్థితికి చేరుకుంటే ఏషియాలో ఒక ఆర్థిక సంక్షోభం రానుంది అని ఈ China Evergrande crisis prices మనకు చెప్తున్నాయి ఓకే సో ఒకసారి చూడండి the world stock and bond markets are closely watching China Evergrande group a Chinese property developer that is on the brink of missing payments on some of its డెప్ట్ సో వడ్డీలు కట్టలేని అప్పు తీర్చలేని పరిస్థితిలో ఈ చైనాలోని ఎవర్ గ్రాండే సంస్థ ఉందన్నమాట ఒకవేళ మేము కట్టలేము అని దివాలా తీస్తే ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం రానుంది ఏషియాలో ముఖ్యంగా ఆ తర్వాత మనకు Puratchi Thalaivar doctor MG Ramachandran central railway station so సింపుల్గా దీన్నే దీన్నే మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అంటాం ఏమంటాము Chennai central railway station so ఇటీవల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అథారిటీస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే so Chennai central railway station మొత్తం అంటే ఈ రైల్వే స్టేషన్ అంతా కూడా ఇప్పుడు సోలార్ పవర్తో నడుస్తుంది అన్నమాట ఓకే సో సోలార్ పవర్పై కంప్లీట్గా ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నడుస్తుంది కాబట్టి దాని యొక్క కృషిని అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన సంతోషాన్ని తెలియజేశాడు right MG Ramachandran central railway station for being fully powered by solar energy so మొత్తం అక్కడ ఉన్న లైట్లు కానివ్వండి టీవీలు కానివ్వండి ఆఫీసెస్ కానివ్వండి అన్నీ కూడా ఆ రైల్వే స్టేషన్లో ఉన్న అన్నీ కూడా మనకి సోలార్ ఎనర్జీతో నడవబోతున్నాయి రైట్ ఆ తర్వాత quad right so September twenty ఫోర్త్న క్వాడ్ దేశాధినేతలు క్వాడ్ దేశాధినేతలు అసలు ముందుగా క్వాడ్లో ఏమేమి దేశాలు ఉన్నాయి India USA Japan Australia most important గుర్తుపెట్టుకోండి సో మొట్టమొదటిసారి ఈ క్వాడ్ కూటమి అనేది ఏర్పాటైంది కానీ ఈ క్వాడ్ కూటమి యొక్క దేశాధినేతలు ఇంతవరకు ఎప్పుడు కూడా పర్సనల్గా మీట్ అవ్వలేదు రైట్ సో ఇది ఫస్ట్ మీటింగ్ అనమాట క్వాడ్ దేశాధినేతల యొక్క ఫస్ట్ మీటింగ్ మొన్నే జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న అండ్ దీన్ని వైట్ హౌస్లో యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్న జో బిడెన్ హోస్ట్ చేశాడనమాట సో ఆ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత Australia prime minister Scott Morrison అదేవిధంగా Japan prime minister Yoshihide Suga వీళ్ళు పాల్గొన్నారన్నమాట అండ్ వీళ్ళందరూ కూడా ఈ నలుగురు కూడా కొన్ని కొన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించుకోవాలని అనుకున్నారు సో ఒక విధంగా quad infrastructure coordination group so ఈ నాలుగు దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల కల్పన కోసం ఒక గ్రూప్గా ఫామ్ కావాలి ఆ తర్వాత ముఖ్యంగా పర్యావరణం క్లైమేట్ మార్పులు వాతావరణ మార్పులపై ఒక అవగాహనకు రావాలి అదేవిధంగా clean hydrogen partnership clean hydrogen ఉత్పత్తిలో సహకరించుకోవాలి అదేవిధంగా enhance climate adaption resilience and preparedness ఆ తర్వాత క్వాడ్ ఫెలోషిప్ సో ఈ క్వాడ్ దేశాల్లో ఉన్న అత్యుత్తమ విద్యార్థులకు ఫెలోషిప్ అందించాలి అదేవిధంగా publish a squad statement of principles so ఈ క్వాడ్ దేశాలు ఎలా ఒక దేశంలో ఒకటి సహకరించుకుంటాయి అని ఒక నియమ నిబవ నిబంధనావళిని ప్రకటించుకోవాలి and establish technical standards contacts group right so technical అంశాలకు సంబంధించి ఒక గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని ఈ నాలుగు దేశాధినేతలు సహకరించుకున్నారన్నమాట రైట్ ఆ తర్వాత కమలా బాసిన్ కమలా బాసిన్ ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతాల్లో ఉమెన్ రైట్స్ మహిళా హక్కుల కోసం పోరాడిన ఒక ఇంపార్టెంట్ లేడీ ఈవిడ ఎవరు కమలా బాసిన్ రైట్ సో ఈవిడ ఇటీవల మరణించడం జరిగింది మరణించడం జరిగింది అండ్ భారతదేశానికి చెందిన వ్యక్తి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేసిన ఒక ముఖ్యమైన లేడీ ఆ తర్వాత global citizen live global citizen live so ఈ గ్లోబల్ సిటిజన్ లైవ్ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ గ్లోబల్ సిటిజన్ లైవ్లో భాగంగా ఇందులో పాల్గొనడం జరిగింది గుర్తుపెట్టుకోండి the prime minister Shri Narendra Modi delivered a video address at global citizen live current affairs right so global citizen live is and twenty four hour global event starting on September twenty fifth to unite the world to defend the planet and defeat poverty so ఈ గ్లోబల్ సిటిజన్ లైవ్ అనేది ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న దారిద్ర్యం సో ముఖ్యంగా ఈ బీదరికాన్ని పారదొలడం కోసం ఈ గ్లోబల్ సిటిజన్ లైవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు ఆ తర్వాత సౌభాగ్య సో ఈ సౌభాగ్య స్కీమ్ ముఖ్యంగా భారతదేశంలోని అన్ని ఇళ్లకు భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కరెంటు సౌకర్యాన్ని కల్పించడం కోసం రెండు వేల పదిహేడు okay so two thousand seventeen September twenty ఫిఫ్త్న కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం సౌభాగ్య సో సౌభాగ్య అంటే hundred percent electrification in all house hold holds okay so భారతదేశ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కరెంటు సౌకర్యాన్ని అందించడం ఈ సౌభాగ్య కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో శక్తి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్ దీన్ని ఏర్పా ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సో ఇప్పటి వరకు సౌభాగ్య కార్యక్రమం కింద ఎనభై కోట్ల ఇళ్లకు ఎనభై మూడు కోట్ల ఇళ్లకు కరెంటు సౌకర్యం లభించేలా చేశారు ఆ తర్వాత సైక్లోన్ గులాబ్ సో ఇటీవల ఈ సైక్లోన్ గులాబ్ సైక్లోన్ గులాబ్ వల్ల అనేక దేశాల్లో వర్ష అనేక రాష్ట్రాల్లో ఎస్పెషల్గా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సైక్లోన్ గులాబ్ ఒక పెను ప్రమాదంగా మారింది అండ్ ముఖ్యంగా ఒడిషా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హై అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి అన్నమాట అండ్ ఈ సైక్లోన్ గులాబ్ యొక్క ప్రమాదం కనుక మనం గమనిస్తే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ గులాబ్ యొక్క ప్రమాదం మనం చూడొచ్చు సో గులాబ్ ముఖ్యంగా దక్షిణాసియాలో వచ్చే ఈ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం ఆ సైక్లోన్స్కి నేమ్ ఇస్తుంది సో ఈ గులాబ్ అనే నేమ్ ఏ కంట్రీ సజెస్ట్ చేసిందో చెప్పండి రైట్ ఆ తర్వాత Hunar Baaz awards Hunar Baaz awards so హైదరాబాద్లో ఉన్న national institute of rural development and Panchayat Raj ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్లో రూరల్ డెవలప్మెంట్లో అంటే గ్రామీణాభివృద్ధిలో కృషి చేసిన దాదాపు డెబ్బై ఐదు మంది దివ్యాంగులకు డెబ్బై ఐదు మంది దివ్యాంగులకు వీళ్ళంతా కూడా దాదాపు పదిహేను రాష్ట్రాల నుండి చెందిన పదిహేను రాష్ట్రాలకు చెందిన ఈ డెబ్బై ఐదు మంది దివ్యాంగులకు హునర్బాజ్ అవార్డ్స్ని ప్రకటించారన్నమాట ఎవరు national institute of rural development and Panchayat Raj Hyderabad ఆ తర్వాత Ayush Bharat digital mission so ఇరవై ఏడు సెప్టెంబర్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయుష్ బాన్ భారత్ డిజిటల్ మిషన్ని ప్రారంభించబోతున్నారు అండ్ ఈ మిషన్లో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ హెల్త్ కార్డు ఉంటుంది అండ్ మీకు సంబంధించిన వ్యాధులు రోగాలు అదేవిధంగా మీ హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా ఆ డిజిటల్ కార్డులో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారన్నమాట సో ఇదే సింపుల్గా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆ తర్వాత world tourism day world tourism day so ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న మనం వరల్డ్ టూరిజం డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట okay so tourism for exclusive growth ఇది ఈ సంవత్సరం యొక్క theme September twenty seventh world tourism day most important గుర్తుపెట్టుకోండి ఓకే ఆ తర్వాత so next topic in the news that is group of ministers to rationalise GST rates so ముఖ్యంగా ఈ జిఎస్టీ పన్ను స్లాబులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళించడం కోసం ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో అండ్ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన బసవరాజ్ బొమ్మాయి గారు అధ్యక్షత వహిస్తున్నారు సో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పునర్సమీక్షించబోతున్నారు రివ్యూ చేయబోతున్నారు అన్నమాట సో ఆ మీటింగ్ ఇటీవల ఢిల్లీలో జరిగింది under the ministry of finance so ఒకసారి చూద్దాము ముఖ్యంగా మనకి currently the GST regime has five broad tax rate slabs that is zero five percent twelve percent eighteen percent and twenty eight percent so ఈ ట్యాక్స్ స్లాబ్స్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే జీరో పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉంది five percent twelve percent eighteen percent and twenty eight percent so వీటిని పెంచాలా తగ్గించాలా అని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారన్నమాట సో ఒకసారి చూసుకోండి ఈ మీటింగ్కి అంటే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ఈ సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉన్న బసవరాజ్ బొమ్మాయి గారు సో ఒకసారి చూడండి ఇందులో వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ అమిత్ మిత్రా ఉన్నారు కేరళ ఫైనాన్స్ మినిస్టర్ కేఎన్ బాలగోపాల్ ఉన్నారు అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు గోవా బీహార్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ సో వీళ్ళందరికీ అధ్యక్షత వహించింది బసవరాజ్ బొమ్మాయి గారు సో ఈ కమిటీ ఈ జిఎక్సి జిఎస్టీ పన్ను స్లాబులు ఏవైతే ఉన్నాయో జీరో ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని పునఃసమీక్షించబోతున్నారన్నమాట అండ్ రానున్న రోజుల్లో మనకు కొత్త జిఎస్టీ పన్ను విధానాలు లేదా ట్యాక్స్ స్లాబ్స్ అనేవి కనిపిస్తాయి ఓకే ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఎన్వి రమణ గారు జుడిషియరీలో అంటే కోర్టులలో యాభై పర్సెంట్ ఉమెన్కి స్థానాలు కల్పించాలి అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒకసారి దానికి సంబంధించి అసలు దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో అంటే హైకోర్టు సుప్రీంకోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో ఉమెన్ ఎలా ఉన్నారు అంటే మహిళా శాతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో దానికి సంబంధించి ఎన్వి రమణ గారు భారతదేశ కోర్టుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట సో ఒకసారి చూడండి only about thirty percent of subordinate judiciary subordinate judiciary అంటే జిల్లా కోర్టులు కానివ్వండి మ్యాజిస్ట్రేట్లు కానివ్వండి అదేవిధంగా మనకు మెట్రోపాలిటన్ ఈ చిన్న తరహా కోర్టుల్లో కేవలం ముప్పై శాతమే మహిళలు మహిళలు ఉన్నారు ఆ తర్వాత హైకోర్టుల విషయానికి వస్తే లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మహిళలు ఉన్నారు ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే సో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య ముప్పై మూడు ప్లస్ ఒకటి right so thirty three judges plus one chief justice of India అందులో నలుగురు మహిళలు ఉన్నారు which makes only twelve percent so supreme court న్యాయవాదుల్లో కూడా పన్నెండు పర్సెంట్ మాత్రమే మహిళలు ఉన్నారు వీళ్ళ శాతాన్ని పెంచాలి అని CJI chief justice of India NV Ramana గారు ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట right అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా పదిహేడు లక్షల మంది అడ్వకేట్లు ఉంటాయి సెవెంటీన్ ల్యాక్ అడ్వకేట్స్ ఉంటే అందులో ఉమెన్ పర్సంటేజ్ కేవలం పదిహేను శాతం మాత్రమే ఉంది సో ఉమెన్ని ఈ న్యాయ శాఖకు న్యాయ రంగంలో ఉమెన్ యొక్క ఆధిపత్యం లేదా ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెరగాలి అని చెప్పేసి రమణ గారు వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత మనకి వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ సో అసలు వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం it is about the exchange of advance demands information on identity and moment of commercial non military merchant ships so ముఖ్యంగా ఏదైనా రెండు దేశాల నేవీల మధ్యలో ఓకే సో నావికా రంగం మధ్యలో ఈ అగ్రిమెంట్ కుదురుతుందన్నమాట ఆ అగ్రిమెంట్ పేరేంటి వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ సో దీంట్లో భాగంగా మనకు ముఖ్యంగా ఆ రెండు దేశాలకు సంబంధించిన కమర్షిప్ కమర్షియల్ షిప్పులు కానివ్వండి అదేవిధంగా నాన్ మిలిటరీ షిప్పులు అంటే రక్షణ శాఖకు సంబంధించిన షిప్పులు అదేవిధంగా ఆ వాణిజ్య షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట దీన్నే మనం వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అంటాం సో ఇటీవల భారతదేశం మరియు Oman okay so Indian navy and royal navy of Oman signed and MoU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఒప్పందానికి వచ్చాయన్నమాట దేనికి సంబంధించి వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అంటే మీ దేశ కమర్షియల్ షిప్పులు నాన్ మిలిటరీ షిప్పుల గురించి మాకు సమాచారం అదేవిధంగా మా దేశ కమర్షియల్ షిప్పులు నాన్ మిలిటరీ షిప్పులకు సంబంధించి మీకు సమాచారం అందించడం కోసం ఏ దేశాల మధ్యలో భారతదేశం మరియు ఒమాన్ దేశాల మధ్యలో ఒక ఒప్పందం కుదిరిందన్నమాట ఆ తర్వాత మనకి నేషనల్ కేడెట్ కాప్స్ ఎన్సీసీ అంటాం అవునా సో ఈ ఎన్సీసీకి ముప్పై నాలుగవ డైరెక్టర్ జనరల్గా ఇటీవల గుర్బీర్ పాల్ సింగ్ ఏం పేరు గుర్బీర్పాల్ సింగ్ ఈ ఎన్సీసీ నేషనల్ కేడెట్ కాప్స్కి ముప్పై నాలుగవ డీజీగా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యాడనమాట సో ఎన్సీసీ అనే విషయానికి వస్తే ముఖ్యంగా ఇది ఒక ట్రై సర్వీసెస్ ఆర్గనైజేషన్ అంటే త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉంటారు ఆ త్రివిధ దళాలు ఏంటి army navy and air force right so ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందు నుండే ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ లివింగ్ అదేవిధంగా దేశ రక్షణకు సంబంధించి శిక్షణను ఎన్సీసీలో ఇస్తారు అవునా సో మనకు ఎన్సీసీ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ నేషనల్ కేడెట్ కాప్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది సో మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే NCC national cadet corps act చట్టం అనేది ఏర్పడింది అండ్ ఆ చట్టం ద్వారానే భారతదేశంలో ఎన్సీసీని ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా స్కూలు కాలేజు యూనివర్సిటీ లెవెల్లో ఈ ఎన్సిసిలో పాల్గొనే విద్యార్థులకు ముందు నుండే ఆర్మీకి సంబంధించిన డిసిప్లిన్స్ అదేవిధంగా ఇతర యాక్టివిటీస్ నేర్పిస్తారన్న అన్నమాట సో ఇటీవల ఎన్సీసీ ముప్పై నాలుగవ డైరెక్టర్ జనరల్గా గుర్బీర్ పాల్ సింగ్ నియమితులయ్యారు ఆ తర్వాత మనకి ఫారెన్ ట్రేడ్ సో విదేశీ వాణిజ్యానికి సంబంధించి విదేశీ వాణిజ్యానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఈ విదేశీ వాణిజ్య విధానం అంటే ఫారెన్ ట్రేడ్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ పొడిగించారు ఎప్పటి వరకు అంటే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు సో మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు ఎప్పుడు ప్రకటించారు అసలు ఇది అంటే two thousand fifty twenty so foreign trade policy రెండు వేల పదిహేనులో ఐదు సంవత్సరాలకు సంబంధించి ఈ విదేశీ వాణిజ్య విధానాన్ని అనుసరించాలి అని రెండు వేల పదిహేనులో రూపొందించారు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ట్వంటీ వరకు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కొత్త వాణిజ్య విధానాన్ని ప్రకటించాల్సి చేయాల్సి ఉంది కానీ ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశారు అండ్ ఈ విదేశీ వాణిజ్య విధానాన్నే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు పొడిగించాలి అని ఇటీవల కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ప్రకటించాడన్నమాట ఆ తర్వాత ఇటీవల భారతదేశం ఆకాష్ ప్రైమ్ మిసైల్ని ఆకాష్ ప్రైమ్ మిసైల్ని సో ఇది surface to air missile surface to air missile అన్నమాట okay so most important Akash is a surface to air missile okay so భూ ఉపరితలం నుండి గగనతలంలోకి వెళ్ళే మిసైలు ఈ ఆకాశ్ మిసైల్ అండ్ ఈ ఆకాశ్ ప్రైమ్ మిసైల్ని ఇటీవల ఒడిశాలోని చాందీపూర్ నుండి ప్రయోగించారన్నమాట ఎప్పుడు twenty seventh September twenty twenty one so integrated test range so మిసైల్స్కి సంబంధించి ఈ మిసైల్ ప్రయోగాలన్నీ కూడా ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండే ప్రయోగిస్తారు ఇటీవల ఆకాశ్ మిసైల్ని కూడా ప్రకటించడం జరిగింది సో ముఖ్యంగా the missile intercepted and destroyed an unmanned aerial target so ముఖ్యంగా మనకి భారత గగనతలంలోకి ఏవైనా డ్రోన్స్ కానివ్వండి హెలికాప్టర్స్ కానివ్వండి లేదా రాడార్లకు చిక్కని రాడార్లకు చిక్కని విమానాలను ఇది పసిగట్టి వాటిని విధ్వంసం చేస్తుందన్నమాట ఆకాశ్ ప్రైమ్ మిసైల్ ఆ తర్వాత మనకు అగ్రికల్చర్కి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ముఖ్యంగా to create mass awareness for adoption of climate resilient technologies so ముఖ్యంగా వాతావరణ మార్పులను తట్టుకునేలా వాతావరణ మార్పులను తట్టుకునేలా కొన్ని విత్తనాలను ఓకే సో కొన్ని పంట వెరైటీలను దాదాపు ముప్పై ఐదు పంట వెరైటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ఆవిష్కరించారన్నమాట ఓకే సో వాతావరణ మార్పులను తట్టుకొని నీటి లభ్యత లేకున్నా పంటనందించే దాదాపు ముప్పై ఐదు పంట వెరైటీలను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు ఓకే అదేవిధంగా ఇదే కార్యక్రమంలో ఇదే కార్యక్రమంలో national institute of biotic stress management national institute of biotic stress management అనే సంస్థని అనే యూనివర్సిటీని కూడా రాయ్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్లోని ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్లో ఆవిష్కరించారన్నమాట సో ఇది చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి national institute of biotic stress management ఏంటి ఎక్కడ స్థాపించారు అంటే మనకు రాయ్పూర్లో స్థాపించారు సో ముఖ్యంగా స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ విశ్వవిద్యాలయం పనిచేస్తుందన్నమాట ఓకే సో మరి ఈ ముప్పై ఐదు క్రాప్ వెరైటీస్ దేనికి సంబంధించినవి అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంట దిగుబడిని అందిస్తూ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఈ పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం కోసం ఈ పంట వెరైటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశాడన్నమాట సో ఇది మనకు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుండి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు అంటే సెప్టెంబర్ చివరి వారానికి సంబంధించిన current affairs I hope you like the session ఇంకా మీకు ఏమైనా సందేహాలు సలహాలు కనుక ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి I wish you all the best thank you